మైదానాల్లో విశాల ప్రాంగణాల్లో ఇల్లు కట్టుకోవటం పూల మొక్కలు పెంచుకోవడం కూరగాయలు పండ్లు కాసేలా కిచెన్ గార్డెన్ను తీర్చిదిద్దుకోవటం సహజమే డబ్బులుంటే ఈ పనులు చేయటం అంత కష్టమైన పనేమీ కాదు కూడా కానీ పట్టణాలకు అల్లంత దూరంలో అతి తక్కువ జనాభా కలిగిన ప్రాంతాల్లో కొండమీది జాగాలో ఓ మామూలు పేద కుటుంబం తమ కలల సౌధాన్ని నిర్మించుకోవటం అక్కడే పూలు కూరగాయలు పండ్లతో పచ్చదనాన్ని నింపటం కనాకష్టమైన పని అందుకు ఎంత స్వేదం చిందించాలో ఎన్ని కండలు కరిగించాలో ఎన్ని కన్నీటి ధారలు పారాలో ఎన్ని రోజులు శ్రమపడాలో మాటల్లో చెప్పలేం ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు కడప జిల్లాకు చెందిన అశోక కుమారి కుటుంబం పదండి ఆ కొండను తొలిచి తోటను మలిచిన వైనాన్ని మీరు తెలుసుకున్న నమస్కారం నా పేరు అశోక్ కుమారి మాది నందిమండలము మేము ఇక్కడ పదకొండు సంవత్సరాల నుంచి స్థలం కొని ఇల్లు వేయడం జరిగింది అప్పుడు స్థలం ఇలా ఉండేది కాదు చెట్లు కొమ్మలు గుంతలు రాళ్ళతో చాలా రోతగా గలీజుగా ఉండేది అప్పుడు మేము స్థలం తీసుకొని కొద్ది రోజుల తర్వాత అంతా మా నాన్న మేము మా భర్త మా అమ్మ మా పిల్లలు అందరం కలిసి స్టెప్ బై స్టెప్ తయారు చేసుకుంటూ రకరకాల చెట్లు మాకు కావాల్సినటువన్నీ వేసుకోవడం జరిగింది ఆ స్థలం కొన్నప్పుడైతే కన ఇక్కడ అసలు స్టార్టింగ్ నుంచి రావడానికి అయితే దారి లేదు ఒక ముగ్ లోతు ఎక్కువ ఉండింది అంటే లోయలోంచి బయటకు వచ్చేలాగా ఉన్నింది అనమాట పక్కన వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఇంటికి రావడం వస్తానే అట్లా ఒక ఫోర్ ఇయర్స్ అలా జరిగింది అప్పుడు మా నాన్నతో నేను చాలా కొట్లాడి ఏడ్చేసినాను ఇట్లాంటి స్థలం తీసుకొని డబ్బులు ఎక్కువ పెట్టేసి ఇట్లా చేసినావే ఏమి అది ఇది అని తర్వాత చిన్న చిన్నగా మా అమ్మ మా నాన్న మేము కష్టపడి రోజు కొంచెం రోజు కొంచెం దీన్ని అంత నీట్గా బూట్ చేసుకొని చేసుకున్నాము ఎందుకు మేము ఇలా చెట్లు పెట్టుకోవాల్సి వచ్చిందంటే మేము చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళకు వ్యవసాయం ఉంది తర్వాత మేము పెరిగి పెద్ద అయిన తర్వాత భూమి లేదనమాట కానీ బాడిగింట్లో ఉన్న ఎక్కడ పల్లె దగ్గర ఉన్న టౌన్లో ఉన్నాం మేము కొద్ది రోజులు పులివిందుల అలా ఉన్నాము అక్కడైనా సరే కొద్ది ప్లేస్ దొరికితే మాకు కావాల్సిన మేమిద్దరం ఆడపిల్లలు మా అమ్మకి మాకు కావాల్సిన స్థలంలో కొన్ని రెండు మూడు రకాల పూలు రెండు మూడు రకాల కూరగాయలు ఇంట్లో కావాల్సినవి మా అమ్మ పండించుకునేదన్నమాట అప్పటి నుంచి మాకు ఇంట్రెస్ట్ బాగా మా అమ్మ చేస్తా అంటే చూడడము చే చూడడం వరకే ఇంట్రెస్ట్ తర్వాత కొంత కొద్దిగా చేయడం అలవాటు అయిపోయింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మనది కదా మన పిల్లలకు మనక మా అమ్మ మా నాన్న చూసి నాకు అలవాటు అయిపోయింది మేము చేస్తే రే నెక్స్ట్ జనరేషన్కి మా పిల్లలకు కూడా అలవాటు అయిపోతే ఇప్పుడు ఈ రసాయనికాలు ఇవన్నీ చేసి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి కదా మన పిల్లలకి ఇది ఒక అలవాటు చేస్తే ఎక్కడున్నా సరే వాళ్ళు కొంచెం పని ఉంటారు కదా ఇక్కడే మనం శాశ్వతంగా ఉంది అని అన్ని రకాల మాకు అవసరమైన పండ్లు పూలు కూరగాయలు ఆకుకూరలు అన్నీ పెట్టుకోవడం జరిగింది అనమాట మాకేం కావాల్సిన ఇవన్నీ సో కొండని మీరు ఒక ఉద్యానవనము నందనవనం చేశారు ఇది చూసి మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారు మీరు మీరు పండిన వాటిని మీరు మాత్రమే తింటున్నారా అమ్మ అమ్మే అంతా కూడా మీరు పండించగలుగుతున్నారా చాలా ఇప్పుడు ఎన్నో వెరైటీస్ మీరు పండిస్తున్నారు ఇక్కడ పురుగులు తెగుళ్ళు వచ్చే అవకాశం చాలా ఉంది వీటన్నిటికి మీరు ఏం చేస్తున్నారు ఎక్కడ ట్రైనింగ్ అయ్యారు మామూలుగా అయితే ఇక్కడ చాలా కష్టం పడ్డామన్నమాట ఒక్కొక్క రాయి పెద్ద పెద్ద బండరాయిలు మా ఇంటి లోపలికి కూడా ఉన్నాయి అలాంటివి మా నాన్న కాల్చి దాన్ని కొట్టి మిషనరీస్తో పగలగొట్టి మిషనరీస్ కంటే ఎక్కువ మా కష్టం ఉందన్నమాట మా నాన్న కొట్టడము మేము మొయ్యడము మా పిల్లలు చిన్న చిన్న రాళ్ళు మొయ్యడము అలా అంతా చాలా కష్టం చేసినాం మా పాప పిల్లలు చిన్నగా ఉన్నా కూడా చిన్న చిన్న రాళ్ళు తీసుకోవడము చిన్న చిన్న మట్టి తీసుకుపోవడము అట్లా కూడా చేసినారు మా అమ్మ మా నాన్న నేను మా భర్త మా పిల్లలు ఇద్దరు మా హాలిడేస్కి వస్తే మా చెల్లెలు మా చెల్లెల పిల్లలు కూడా చేసేవాళ్ళు ఇక్కడ ఇంకా ఇవి అలా చేసుకున్నాము మమ్మల్ని చూసైతే ఇటు పక్క వచ్చినప్పుడు ఈ ఏరియా అనమాట డార్క్ ఏరియా లాగా ఎవరు తిరిగే వాళ్ళు కాదు అమ్మ చాలా ఇదిగా ఉంటుంది అనుకున్నారు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఇంటి వెనకాల స్థలం కొని ఇండ్లు వేసుకొని మేము చెట్లు పెట్టుకున్నాక వాళ్ళ మా అమ్మ చాలా పూలు పెట్టేసింది కనకంబరాలు మల్లె జాజి ఇవన్నీ ఎక్కువ వచ్చేసరికి ఇంటి దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరన్నా జాబ్ హోల్డర్స్ చదువుకున్న వాళ్ళ వల్ల మాకు ఇవ్వండి కొన్ని డబ్బులకైనా అని అమ్మ అలా స్టార్ట్ చేసింది కొన్ని అమ్మడము అలా అమ్ముతా అంటే వాళ్ళ ఇంట్లోకి పోయి మనం కొనడం ఎందుకు మనమే చెట్లను కొన్ని పెంచుకోవచ్చు కదా అని మా చుట్టుపక్కల ఇటుపక్క అంతా ఒక పది పదహైదు మంది పూలు కూరగాయలు అట్లా పెట్టుకోవడం జరిగింది మమ్మల్ని చూసి అయితే చాలామంది పెట్టుకున్నారు ఎండల కాలం వచ్చేసి మళ్ళీ జాజి మళ్ళీ స్టార్ట్ అవుతాయి ఫస్ట్ మల్లెపూలు తర్వాత జాజి స్టార్ట్ అవుతాయి అది అయిపోయే ఫినిషింగ్కి ఎర్ర జాజి స్టార్ట్ అవుతాయి ఈ కనికమరాలు అనేసి ఆల్వేస్ సంవత్సరం పొడవునా వస్తాయి మా అమ్మ ఎక్కడికి పోకోకుండా తన అంతా పూలల్లోనే చూసుకుంటుంది ఇంకా సీతాఫలాలు వచ్చేసి మాకు ఒక రెండు మూడు చెట్లు ఉన్నాయి కస్టర్డ్ యాపిల్ అవి మాకు మా పిల్లలకు ఇంకా ఆ సంవత్సరం మా చెల్లెల పిల్లలకి మా అత్త వాళ్ళు మా అమ్మ తమ్ముడు అన్న ఉన్నారు వాళ్ళ చెల్లెలు వాళ్ళు ఎక్కువ వస్తారనమాట ఇక్కడ అదే పనిగా ఇట్లా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వస్తారు వాళ్ళు తీసుకెళ్తారు ఏం పండినా కూడా ఎక్కువ కూరగాయలు పండ్లు అయితే మా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అమ్మడం అయితే అమ్మలేదు పూల వరకు అమ్ముతున్నాము ఇంకా వచ్చేసి మామిడి అది వచ్చేసి బెనీస్ అనమాట అది ఒక రెండు మూడు సంవత్సరాలు కాసింది ఇది దానిమ్మ అటుపక్క ఒకటి ఉంది ఇవి కూడా మొన్న వరకు కాయలు ఉన్నాయి అయిపోయినాయి అనమాట నిన్ననే ఒకటి లాస్ట్ కాయ బాగా కాసినాయి సపోటాలు కూడా రెండు ఉన్నాయి చెట్లు అవి కూడా మాకు సరిపోతాయి ఇంట్లోకి మా వాళ్ళకి మాకు అంతా ఇంక ఇప్పుడు సీనా ఉంటే ఇది కాయలేదనమాట ఇది కాయలేదని చెప్పి రీసెంట్గా ఇందాక చూసాం కదా ఆ అవి తీసుకొచ్చి పెట్టడం జరిగింది నిమ్మ చెట్టు చిన్నది ఉంది ఒకటి ఉన్నింది అది కాయకోకుంటే కొట్టేసి మళ్ళీ నాటాము ఇంకా వచ్చేసి జామలో మూడు రకాలు ఉన్నాయి ఇంకా నుంచి బొప్పాయి ఉంది ఇయర్ ఇయర్ బొప్పాయి పెట్టుకుంటూనే ఉంటాము ఒకటి బై ఒకటి ఇంకా ఆకుకూరలు ఉన్నాయి ఇంకా నచ్చి మనసుకు బాగుంటుందని మనీ ప్లాంట్ పెంచుకుంటున్నాము మంచి కలమంద ఉంది ఇంకా మనకేం కావాలో మాకైతే ఎక్కడైతే వెరైటీ చూస్తానో నేనైతే చెట్టును పట్టుకురావడము మా నాన్న మా అమ్మ కలిసి మేమందరం కలిసి కష్టం చేసి దాన్ని రాళ్ళు ఎక్కువ ఉంటాయి ఇలాంటి రాళ్ళన్నీ దాని ముందు రాళ్ళంతా తీసేసి తర్వాత మట్టి వేసి చేసుకుంటాము ఇలా కొంచెం వరకు నాకు అవగాహన ఉంది ఎంతవరకు మట్టి ఎరువు ఎట్లా వేసుకోవచ్చు ఏమి ఏం కథ అనేది పురుగు మందు అయితే ఫస్ట్ నుంచి అయితే మేము వాడము కానీ నాకు ఒక అతను వచ్చి బ్యాంక్లో పరిచయం అయ్యారు ఏమ్మా మీరు నేను యాక్టివ్గా బ్యాంక్లో డాక్టర్లు పనిచేస్తాను కాబట్టి ఇంత యాక్టివ్గా ఉన్నారు కదా జెడ్పీఎన్ఎఫ్లో ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది ఐసీఆర్పి సెలెక్షన్స్ ఒకసారి పోవచ్చు కదా తర్వాత అక్కడ నేను రామకృష్ణ అని సిఆర్పిని కలవడం జరిగింది అతను చెప్పారనమాట ఇలా ఉన్నాయమ్మా పద్ధతులు ఇలా ఉన్నాయి ఇలా ఉన్నాయని సెప్టెంబర్ రెండు వేల పదిహేడు అనుకుంటాను నేను అతన్ని కలిసింది తర్వాత పాలేకర్ గారు ట్రైనింగ్కి వెళ్ళడం జరిగింది ఆయన పాలేకర్ గారు చెప్తా ఉంటే నాకు ఇంకా ఇంట్రెస్ట్ మామూలుగానే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది కదా కాబట్టి నాకు ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ అయిపోయింది అప్పుడు ఇంటికి వచ్చి నుంచి మామూలుగా అయితే మా నాన్న వాళ్ళు మా భర్త తవ్వితే నేను చేసేదాన్ని ఇప్పుడు అప్పటి నుంచి నేనే తవ్వేసి నేనే చెట్టు పెట్టుకొని మంచి చెడ్డాన్ని నేనే చూసుకోవడం స్టార్ట్ చేసినాను అనమాట జీవామృతం తయారు చేసుకున్నాం చేప బెల్లం కషాయం తయారు చేసాం నుంచి వచ్చేసి లే కోడిగుడ్డు కషాయం తయారు చేసాం అగ్నియాస్త్రం తయారు చేసాం పేడమూత్ర కషాయం తయారు చేసాం ఇట్లా అన్నీ ఏది ఏమి అవసరమైతే అవన్నీ తయారు చేసుకుంటూ వాడుతూ వస్తున్నాం ముందైతే రోగం ఏదన్నా వచ్చిందనుకో ఆ చెట్టు చూస్తాం కొద్ది వరకు లేదంటే దాన్ని పీకి పడేయడం జరుగుతుంది ఇప్పుడైతే దాన్ని ఎట్లో కూడా మన పద్ధతులలోంచి బయటికి తీసుకొచ్చి దాన్ని పండించుకోవడం జరుగుతుంది అది అనమాట ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు వీరు పేర్చిన ప్రతి రాయిలో పిల్లల నుండి పెద్దల దాకా పడిన శ్రమ కనిపిస్తుంది ఇక్కడి ప్రతి అణువులో వారి స్వేదం కలిసింది ప్రతి మొక్కతో వీరు పెంచుకున్న ప్రేమ కనిపిస్తుంది శ్రమనే నమ్ముకొని ఓ అందమైన నందనవనాన్ని ఆవిష్కరింపచేసిన ఈ కుటుంబ సభ్యులందరికీ మనందరి అభినందనలు